నమస్తే ఎమ్మెల్యే గారా మాట్లాడేది మాట్లాడుతున్నా అన్న నేను జనగాం కాన్ఫరెన్స్ నుంచి మాట్లాడుతున్నా చీరల మండల్ చెప్తాను నేను ఎమ్మెల్యే గారేనా మాట్లాడేది మాట్లాడుతున్నా అన్న ఇది మునుగోడులో ఎదిగిరుస్తుంది అన్న నాకు ఫోన్ చేసి ఎందుకు నాకు ఎవరన్నా కాదన్న మునుగోడులో ఎట్లుందన్న నా పార్టీ ఓడిపోద్దని చెప్తారు ఎవడన్నా కానీ టిఆర్ఎస్ బీజేపీ నువ్వు బీజేపీ ఏంది ఆ, అన్న అట్లే మన దగ్గర కూడా ఉప ఎన్నిక వస్తే బాగుండు అన్న మంచిది తమ్మి జనగామ కూడా డెవలప్ అవుతుంది కదా అన్న అన్న నమస్తే నమస్తే ఎమ్మెల్యే గారా మాట్లాడేది మాట్లాడుతున్నా అన్న నేను జనగామ కాన్ఫరెన్స్ నుంచి మాట్లాడుతున్నా చీరల్ మండల్ చెప్తాను నేను ఎమ్మెల్యే గారేనా మాట్లాడేది మాట్లాడుతున్నా అన్న ఇది మునుగోడులో ఎదిగిరుస్తుంది అన్న నాకు ఫోన్ చేసి ఏది తెలుస్తుంది కాదన్న మునుగోడులో ఎట్లుందన్నా నా పార్టీ ఓడిపోద్దని చెప్తారు ఎవడన్నా కానీ టీఆర్ఎస్ బీజేపీ నువ్వు బీజేపీ ఏంది అన్న అట్లే మన దగ్గర కూడా ఉప ఎన్నిక వస్తే బాగుండు అన్న మంచిది తమ్మి జనగామ కూడా డెవలప్ అవుతుంది అన్న అన్న నమస్తే నమస్తే ఎమ్మెల్యే